కేసీఆర్ ఇది ఎందుకు ఇచ్చిన ఇది ఒకటి ఈ ఈ చీర పాడైపోను వంద రూపాయలు చీర చెప్పినావు నీ ఓటు ఇవ్వలేదా నీ పెన్నం కట్టిందా నీ బిడ్డ కడుతుందా ఎవరు కడుతుందా ఈ చీరలు దలగబడిపోను ఈ చీర నప్పడ పడిపోను ఈ చీర దలగబడిపోను ఎవడు ఇవ్వరు ఈ చీర అంత గదిలేకున్నావు వదిలేకున్నావు మేము అడక తింటున్నావు మేము ఎందుకు ఇచ్చిన ఈ చీర వంద రూపాయల చీర చెప్పారు ఈ చీర పాడు కేసీఆర్ అంటే మాకు అభిమానం మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుండు కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్ నాకైతే తెలియదు కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షేమించండి సార్ ఇది జై కేసీఆర్ తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు